ఎక్కడున్నావురా ఎక్కడున్నావురా over action over action over over action నోర్మోయ్ ఒక మండ ఉన్నప్పుడు అరుతే ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది మాట్లాడలాగా ఇది మన దృష్టిలో నడిపి పెద్ద మాట అన్నాడు సరాడు చింత తచ్చు తచ్చు తచ్చింత ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు మనకేం భయం లేదు నీకు కథ చెప్పనా అనగనగా చంపల్లో ఒక దొంగల ముఠ ఉందంట ఈ యదవల్లాగా একটা গল্প বলি এক জঙ্গলে না ছিল